hi friends welcome to my channel ఈ వీడియోలో బత్తాయి జ్యూస్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం బత్తాయి కాయల్ని తీసుకుని కడిగి పొడిబట్టతో తుడుచుకోవాలి ఇప్పుడు వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ చెక్కలను ఇటువంటి జ్యూస్ తీసుకునే చిక్కన్తో పిండుకోవాలన్నమాట ఇలా అన్ని చెక్కలను పిండేసుకోవాలి ఇలా ఇది నిండిన వెంటనే జ్యూస్ని వేరొక గిన్నెలోకి తీసుకుని మరలా పిండుకోవాలి డైరెక్ట్గా బత్తాయికాయల్ని తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా జ్యూస్ చేసుకుని తాగవచ్చు ఇందులో నేను షుగర్ ఏమీ కలపడం లేదు ఇలా డైరెక్ట్గా తాగడం చాలా మంచిది ఇలా ఒకవేళ తాగడానికి ఇష్టపడిన వాళ్ళైతే కనుక పంచదార కానీ స్వీట్నర్ కానీ తేనె కానీ కలుపుకుని తాగవచ్చు చల్లగా ఒకవేళ కావాలనుకునే వాళ్ళు జ్యూస్ని కొద్దిసేపు అంటే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తాగితే చల్లగా ఉంటుంది ఒకవేళ చల్లగా ఇష్టపడిన వాళ్ళు వెంటనే ఇదే విధంగా తీసుకుని తాగేసేయవచ్చు ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో హెల్దీ బత్తాయి జ్యూస్ తయారైపోయింది దీన్ని వేసవిలోనే కాకుండా ఒంట్లో సుస్థి చేసినప్పుడు కూడా తాగవచ్చు జ్యూసులు బయట తాగే బదులు ఇంట్లో ఇలా చేసుకుని తాగడం ఎంతో ఆరోగ్యకరం వీడియోలో వేసవకాలంలో కూడా కూల్గా ఉండేలా చేసే టేస్టీ టేస్టీ కర్బూజా జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి గాను ఒక పెద్ద బౌల్ తోటి కర్బూజా ముక్కలు తేనె ఐస్ క్యూబ్స్ రెడీగా ఉంటే చాలు జ్యూస్ చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు తయారు చేసుకోవడానికి మొదట కర్బూజా ముక్కల్ని ఒక జ్యూసర్లోకి తీసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ తేనె వేసి మిక్సీ చేసుకోవాలి ఐస్ వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు వాటర్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవచ్చు దీనిలోకి తేనెను మీ అభిరుచికి తగ్గట్టుగా ఎక్కువగా కానీ లేకపోతే తక్కువగా కానీ వేసుకోవచ్చు తేనె ఒకవేళ వాడడం ఇష్టం లేని వాళ్ళైతే కనుక పంచదార లేకపోతే స్వీట్నర్ని కూడా వాడుకోవచ్చు ఇవేమీ ఇష్టం లేకపోతే కనుక డైరెక్ట్గా కూడా తాగవచ్చు చూడండి మిక్సీ చేసుకున్న జ్యూస్ని ఈ విధంగా గిన్నెలోకి పోసుకోవాలి చూశారు కదా జ్యూస్ చాలా తేలిగ్గా తయారైపోయింది వీటిని సర్వింగ్ గ్లాసుల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ తయారైపోయింది దీన్ని తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాలు పుష్కలంగా మనకు అందుతాయి ఇలా జ్యూస్ ఇష్టపడిన వాళ్ళు ముక్కల కింద చేసుకుని దానిపై పంచదార కానీ తేనె కానీ స్వీట్నర్ని కానీ కూడా వేసుకుని తినవచ్చు కర్బూజాన్ని ఎలా తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాక వడదెబ్బ గాడ్పు నుండి మనల్ని కాపాడుతుంది వేసంకాలంలో చాలా రకాల ఫ్రూట్ జ్యూస్లు అలాగే కూల్ డ్రింక్స్ తాగడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పిల్లలైతే చెప్పనే అక్కర్లేదు ఏ రోజు ఏ ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నారా ఏ మిల్క్ షేక్ చేస్తున్నారా ఇంట్లోనూ అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు మిల్క్ షేక్లు ఇష్టపడిన వాళ్ళైతే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవ్వరూ ఉండరు అందరూ చాలా ఇష్టపడతారు అందుకే ఈ వీడియోలో చాలా సింపుల్గా తయారు చేసుకోగలిగే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను అయితే నేను దీనికి మార్కెట్లో దొరికే స్ట్రాబెర్రీ ఫ్రూట్ పల్ప్ తీసుకున్నాను ఈ పల్ప్ వేయడం వల్ల స్ట్రాబెర్రీ ఫ్రూట్తోనే మనం మిల్క్ షేక్ చేసుకున్నంత టేస్టీగా ఉంటుంది ఈ స్ట్రాబెర్రీ పల్ప్ రకరకాల కంపెనీల్లో దొరుకుతూ ఉంటుంది మనం తీసుకున్న ఈ పల్ప్ని గ్లాస్లో రెండు స్పూన్లు వేసుకోవాలి తీపి బాగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా పంచదార పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ పంచదార పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే స్వీట్ పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారు కాబట్టి కొద్దిగా పంచదార పౌడర్ యాడ్ చేస్తున్నాను అయితే ఇది ఆప్షనల్ మాత్రమే తర్వాత ముందుగానే కాచి చల్లార్చిన పాలు కూడా పోసేసుకుని మొత్తం కలిసేలాగా ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా బాగా కలుపుకోవాలి పంచదార పొడి వేసుకోవాలని కంపల్సరీ అయితే ఏం కాదు ఎందుకంటే మనకి పల్ప్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది పల్ప్ మొత్తం పాలల్లో కలిసిపోయి స్ట్రాబెర్రీలో ఉన్న సీడ్స్ కూడా పైకి తేలుతున్నాయి చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందోను ఇష్టమైన వాళ్ళు దీంట్లో ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు కానీ రెగ్యులర్గా మనకి ఇంట్లో ఐస్ క్రీమ్ అయితే పెట్టుకోలేం కదా అందుకని ఐస్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ వేసుకోండి నేనైతే దీంట్లో యూజ్ చేయట్లేదు ఫైనల్లీ ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా మరియు ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగడానికి రెడీ అయిపోయింది ఈ విధంగా మిల్క్ షేక్ చేసి ఇస్తే కనుక పిల్లలైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా టేస్టీగా ఉంటుంది కదా మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ